క్రైస్తవుడుగా మరి కొన్ని లక్షణాలని మనం కలిగి ఉండాలి క్రీస్తు వలె పోలి నడుచుకోవాలనే ఉద్దేశంలో కొన్ని విషయాల్ని మనం ధ్యానించుకున్నాం అష్యూరెన్స్ క్రిస్టియన్గా అనగా అభయం పొందిన క్రైస్తవుడు ఉండాలని నేర్చుకున్నాం తర్వాత వాక్యము ఎప్పుడు ధ్యానించే క్రైస్తవుడు ఉండాలని ఒక మాదిరి కలిగిన క్రైస్తవుడు ఉండాలని చూసుకున్నాం ఇంకా కర్తవ్యమును ప్రేమించే క్రైస్తవుడిగా ఉండాలని కార్యసాధకమైన క్రైస్తవుడు ఉండాలని చూసుకున్నాం ఇంకా క్షమించే క్రైస్తవుడు ఉండాలని ఎస్ ధారాళంగా ఇచ్చే క్రైస్తవుడిగా ఉండాలని మనం చాలా విషయాలని నేర్చుకున్నాం ప్రియులార నిరీక్షణ కలిగిన క్రైస్తవుడిగా ఉండాలని ఇంకా మరి నీతి మంత్రుడైన క్రైస్తవుడిగా ఉండాలని మనం నేర్చుకున్నాం అదే రీతిగా ప్రేమ కలిగిన క్రైస్తవుడిగా ఉండాలని కూడా అదేవిధంగా కొన్ని విషయాలను కూడా మనం ఈరోజు చూద్దాం ప్రియమైన దేవుని బిళ్ళరా ఒక క్రైస్తవుడుగా అంటే క్రీస్తుని పోలి నడుచుకునేవాడు అని మనం చూసాం ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు అనేక మంది అవసరాలని ఆయన తీర్చాడు అనారోగ్యం ఉన్న వాళ్ళని అస్వస్థలో ఉన్న వారిని స్వస్థపరిచాడు సోషల్ జస్టిస్ అనగా మరి సామాజిక న్యాయాన్ని తీర్చాడు పాపపు స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం ప్రకారం చెప్తే ప్రభారు ఆమెకి న్యాయం తీర్చాడు మీలో పాపం లేనివాడు ఎవడని ఉంటే మొట్టమొదటి రాయి విసరండి ఆ మీద తర్వాత అందరు విసరొచ్చు అని చెప్పాడు పాపం లేనివాడు ఎవడున్నాడు కదా భూమి మీద ఇక మన వల్ల కాదని అందరు రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు అమ్మా ఇంక మరన్నటికి నువ్వు ఏ పాపం చేయకుండా నువ్వు బ్రతకని ఆమెను పంపించాడు సోషల్ జస్టిస్ ఆ రీతిగా మనం చూసినట్టే ప్రభారు చాలా విషయాలను తెలియజేశాడు రాజ్య సంబంధమైన విషయాలను తెలియజేశాడు ఇతరుల అవసరాల విషయంలో కూడా తెలి మరి మనం కూడా పాల్పంచుకోవాలని ఆయన ఒక మాదిరిగా ఉన్నాడు మనం కూడా ఆ రీతిగా ఉండాలనేది మరి చెప్తా ఉన్నాడు ఓకే రెండో కొరింది తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచనంలో మనం ఒకసారి గమనించినట్లయితే ప్రేమేం దేవుని బిళ్ళరా చూడండి రెండో కొరింది తొమ్మిది ఎనిమిదో వచనంలో ప్రేమేం దేవుని బిళ్ళరా దరిద్రులకు వెదజల్లి ఇచ్చి ఆశీర్వాదం పొందుకున్నాడు మనం కూడా ఇతరులకు ఇచ్చేవారిగా ఉండాలి ఇతరుల అవసరాలు తీర్చేవారిగా ఉండాలనేది మనం నేర్చుకుంటున్నాం పిలిపిలో కూడా చెప్తాడు క్రీస్తియస్సునుకు కలిగిన మనసు ఏందంటే ఇతరుల అవసరాల్లో మనం కూడా పాలు పుంజుకోవడమే క్రీస్తియస్సు కలిగిన మనసు అని అంటాడు కనుక ప్రియమైన దేవన్ బిళ్ళారా ఆ గలతీ వ్రాసిన పత్రికలు కూడా చెప్తాడు మేలు చేత మేలు చేయుట నీ చేతనైనప్పుడు పొందదగిన వారికి అది చేయాలని చెప్తాడు మరి ముఖ్యంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మనం మేలు చేయాలని చెప్తున్నాడు కదా ఎందుకంటే ఈ ఉద్దేశాన్ని సుప్రభారు ఎప్పుడో పెట్టాడు కదా ప్రజల్లో ఉన్న పేదరికాలను నిర్మూలించి వారిని ఒక సమ న్యాయంతో ఉండాలి అందరూ కలిసి అనే ఉద్దేశాన్ని ఆ రీతిగా ఆ ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టాడు కదా ఇదే కాదు ధర్మశాస్త్రం బట్టి కూడా మనం చూస్తాం ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వారిని అందరూ మరి ఎవరెవరైతే మిగిలిన జాతుల వారు పదకొండు జాతుల వారు ఉంటారంటే వారందరూ కూడా దశమ భాగం తీసుకురావాలని ఆ ధాన్యముల్లోనూ పశువుల్లోనూ పక్షుల్లోనూ ప్రతి వాటిలో వారికి వచ్చే ప్రతి సంపదలో తీసుకురావాలని చెప్పాడు ఎందుకంటే ఆ లేవీయులు పోషించబడటంతో పాటు దేశంలో ఎవరన్నా దరిద్రులు కానీ గుడ్డివారు కానీ కుంటివారు కానీ ఉంటే అంగవిహీనులు కాని వారు ఉంటే వారికి కూడా సహాయం చేయమని ధర్మశాస్త్రం ఒక నియమాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు వారికి మోషే ద్వారా సుప్రభారు కూడా చెప్పాడు మా మీకు అప్పుడు ఇవ్వబడును అణిచి కుదిలించి దిగజారునట్లు మీరు ఇవ్వాలి అని అన్నాడు మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతో కొలవబడతాడని చెప్పారు కనుక ప్రియమైన బి ఎ ప్రాక్టికల్ క్రిస్టియన్గా ఉండాలి కదా ఉరికేదో బోధలు చెప్పడం కాదు లేకపోతే ఇతరులకి మాటలు చెప్పడం కాదు మనము ఖచ్చితంగా ఇతరులకు సహాయం చేసేవారిగా ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు కనుక మరి ఇతరుల అవసరాలు తీర్చే క్రైస్తవుడిగా కూడా మనము ఉండాలి ఓకేనా అదేవిధంగా ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నాడంటే జయించే క్రైస్తవుడిగా ఉండాలని చెప్తా ఉన్నాడు ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినములో చూద్దాం తీయండి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చదను చూడండి ప్రేమేం దేవుని బిళ్ళారు ఏమంటున్నాడు అక్కడ జయించు నా తండ్రితో కూడా నా సింహాసనమందు కూర్చుండినిచ్చదను అని అంటున్నాడు ప్రియమేం దేవుని బిళ్ళారా మనకి కొన్ని కొన్ని శోధనలు వస్తాయి క్రైస్తవ జీవితంలో మీకు వచ్చినాయా ఆ శోధనలో శోధనలు వచ్చినాయా శోధనలు వచ్చినప్పుడు మనం జయించాలి ఏం చేయాలి జయించడం అంటే ఎట్లా మన అక్కడికి వెళ్ళాలి వెళ్తాం స్నేహితులతో మంచి ఒక పెగ్గు తీసుకొచ్చి ఇస్తాడు తాగమని అక్కడ ఎవరు ఉండరు అందరూ అన్నిలు ఫ్రెండ్సే ఉంటారు మనం ఒక్కడే ఉంటాం క్రైస్తవం టెంప్టింగ్ అది అవి ఏం కాదులే ఇక్కడ ఒక్క కొద్దిగే కదా ఏం కాదు దేవుడు ఏం తాగొద్దని చెప్పాడండి నీకు కొద్దిగా తీసుకో ఏం కాదని వద్దని మనం వాటిని రిజెక్ట్ చేసి వెళ్ళిపోవటం అట్లా ఒక ఉదాహరణ జయించే విషయంలో కొన్ని కొన్ని టెంప్టేషన్స్ వస్తాయి టెంప్టేషన్స్ వచ్చినప్పుడు క్రైస్తవులుగా మనం జయించాలి వాళ్ళని ఓవర్కమ్ చేయాలి ఎప్పుడైతే మనం జయిస్తామో వాటన్నిటి నుంచి కూడా మనం విముక్తి పొందుతాం ప్రేమైన దేవుని పిల్లారా జయించే క్రైస్తవుడిగా ఉండాలి అన్ని ఏదైనా సరే విక్టరీ వావర్ సిన్ అంటారు విక్టరీ వావర్ పాపం మీద మనం జయించేవాడిగా ఉండాలి యోసేపు ఏం చేశాడు శోధన వచ్చింది కొద్దిపారి భార్య ద్వారా జయించాడు ఎస్కేప్ అయిపోయాడు జయించాడు అవును కదా సంసోన్ ఏం చేశాడు డెలాయన దబేలు మని పడిపోయాడు కదా అంటే జయించే క్రైస్తవుడిగా ఉండాలంట జయించడానికి ఆ సింహాసనంతో పాటు కూడా కూర్చుండబెట్టే భాగ్యాన్ని దేవుడిస్తాడు అంటాడు కనుక వచ్చే ప్రతి శోధనను కూడా మనం జయించేవాడుగా ఉండాలి శోధన సహించువాడు ధన్యుడు వానికి జీవ కిరీటాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు కనుక ప్రేమేం దేవుని బిళ్ళారు మనం సొసైటీలో ఉంటాం శోధనలు రాక మానవ్ ఆ శోధనలు వచ్చినప్పుడు వాటిని జయించే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు ఖచ్చితంగా జయించే క్రైస్తవుడు ఉండాలని చెప్తున్నాడు అంతేకాదు ప్రార్థనాపరుడైన క్రైస్తవుడిగా ఉండాలని చెప్తూ ఉన్నాడు బే ప్రేయర్ఫుల్ క్రిస్టియన్ కదా వార్త ఆరు ఆరు అదేవిధంగా లోక పద్దెనిమిది ఒకటి మనకు మనకందరికీ తెలుసు ఈ వాక్యాలు స్వార్థ పద్దెనిమిది ఒకటి ఏమంటుంది మీరు ఇసుకక నిత్యమో ప్రార్థన చేయించుండాలి అని అంటాడు అక్కడ ఏమంటున్నాడు ఇసుకక నిత్యం ప్రార్థన చేయాలి తర్వాత ఆరు ఆరులో ఏమంటుంది నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును దేవుని స్తోత్రం హాలేలుయా ప్రిమేం దేవుని రహస్యం అందున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు రహస్యంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఒంటరి ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ మనం గ్రూపులో ప్రార్థన చేసే కంటే ఒంటరి ప్రార్థన చేసినప్పుడు ఏంటంటే దేవుని మనసు మన మనసు లీనమైపోతుంది మనము ఎందుకంటే మనం చేసిన ప్రతి పాడు పని గురించి ప్రతి వ్యర్థమైన పాపం గురించి దేవుడికి చెప్తాం ప్రభా నేను బలహీనుడైన ఈ తప్పు చేశాను ప్రభా అని దేవుడి దేవుడు ఒప్పుకుంటాం అది ఒంటరిగా ఉన్నప్పుడే జరుగుతుంది జనాల్లో ఒప్పుకోగలుగుతాం మనం ఒప్పుకోలేం కదా ఊరు ఇంత చెడ్డోడు అయ్యాడు అనుకుంటారు కదా అది దేవుడికి చెప్ మనం మనుషులను రిజెక్ట్ చేసేస్తాం ఈజీగా మన దృష్టికి ఇవ్వడానికి తప్పు చేసేయడానికి క్షమిస్తాము వాడిని అమ్మో వాడు చాలా చెడ్డోడు అని అంటాం కానీ ఏసై అయితే ఏం చేస్తాడు క్షమించే మనసు కలిగిన దేవుడు గనక గొప్ప దేవుడు గనక ఆయన క్షమిస్తాడు అందుకనే రహస్యంగా ప్రార్థన చేసేటప్పుడు ఒంటరి ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ మనం మన మన అవసర మన పాపాలు ఒప్పుకుంటాం అక్కడ మన అవసరాల గురించి మనం ప్రార్థన చేస్తాం అంతేకాదు దేవుడిని స్థుతిస్తాం గనపరుస్తాం దేవుడితో ఒక మంచి సాన్నిహిత్య సంబంధాన్ని ఆ ప్రార్థనలో మనం కట్టుకోగలుగుతాం కాబట్టి ప్రార్థనాపరుడైనటువంటి క్రైస్తవుడుగా ఉండాలి ఒక భక్తుడు బిల్లి గ్రహం గారు అంటాడంట ఆయన ఇంటర్వ్యూ చేస్తే ప్రార్థన ఇంత గొప్పగా ఇంతమంది జనాలకి పరిచయం చేస్తున్నారు ఇన్ని ప్రసంగాలు చేస్తున్నారు దేశ దేశాలు తిరిగి దీనికి కారణం ఏంటంటే ప్రార్థనే అని చెప్పాడంట ప్రార్థన ప్రార్థన ప్రతిదానికి కూడా ప్రార్థన అని చెప్పాడు పాలయంగిచ్చే గారు ప్రార్థన తాళాపు చెవి బుక్కులు రాస్తాడు రెండు బుక్కులు రాశాడు ఆయన ప్రార్థన మీద కదా అంటే ఇది జరుగుతుంది అంతే అని నమ్మాలని అంటాడు పాలయించే గారు జరిగేది కూడా విజన్లో చూడమంటాడు ముందుగానే నాలుగో కోణం అని అంటాడు ఫోర్త్ డైమెన్షన్ అంటారు ఇంగ్లీష్లో అంటే నాలుగో కోణములు అంటే ఏంటి బాగా సాగు బతుకులు ఉన్నాడు చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు అతని గురించి మనం ప్రార్థన చేసేటప్పుడు అతను లేచి నడుస్తున్నట్టు మనం విజన్లో చూడాలి విశ్వాసంతో అప్పుడు అట్లా వాళ్ళు మరణపడక నుంచి లేచి నడవగలుగుతారు అంటున్నాడు అట్లా పాలయంచ గారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చూశాడు ఆయన తన ఎక్స్పీరియన్స్లో నుండి అందుకనే రాస్తాడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని యాకోబు కూడా రాస్తాడు కదా కాబట్టి విశ్వాసం ద్వారా మనము ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు ఇది జరుగుతుంది అందుకనే మీరు వేటిని గురించి అడుగుతారో లేకపోతే వేటిని గురించి ప్రార్థన చేస్తారో అవి పొంది ఉన్నామని నమ్ముడి అని అంటాడు ఎస్ ఐ రిసీవ్డ్ నువ్వు అడిగావు నేను పొందుకున్నానని హ్యాపీగా ఉండటమే దేవుడు ఇస్తాడు కనుక ప్రేమైన దేవుని ప్రార్థించే క్రైస్తవుడిగా మనం ఉండాలి ప్రార్థనా పరులు మనం చూసాం చాలామంది దానియలు గొప్ప ప్రార్థనా పరుడు కదా సమయాలు మంచి ప్రార్థనా పరుడు అట్లా చాలామంది ప్రతి భక్తుడు కూడా దేవునితో సమయం గడిపారు అప్పుడే దేవుడు వారికి గైడెన్స్ ఇచ్చాడు ప్రార్థనలోనే గైడెన్స్ మనకు తెలియపరుస్తాడు దేవుడు గైడెన్స్ అంటే మనం ఏం చేయాలని ఒక మార్గాన్ని దేవుడు చూపిస్తాడు మనకు ప్రార్థన అనేది ఇంపార్టెంట్ అండి ప్రార్థన ప్రార్థన అనేది ఎవరు చేస్తారని చూ చూడడం ధనవంతుడు చేస్తున్నాడా పిహెచ్డి వాడు చేస్తున్నాడా గొప్ప జ్ఞానవంతుడు చేస్తున్నాడా చదువు రానోడు చేస్తున్నాడా అని చూడడం ప్రార్థన చేస్తే ఎలాంటి వారి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు అందుకని ఏలియా మన వంటి స్వభావం కలివాడే అంటాడు ఆయన ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరాలు వర్షము కురవలేదంటాడు తిరిగి మళ్ళా ప్రార్థన చేసినప్పుడు వర్షం కురిసింది భూమి ఫలించింది అంటాడు నేచర్ ఆఫ్ అవర్స్ మన స్వభావం మనలాంటి స్వభావం కలిగిన వాడే అంత అద్భుతాలు ఎట్లా జరిగినాయి ప్రార్థన ఏంటది ప్రార్థన ప్రార్థన మీద మన జీవితాలను మనం కట్టుకోవాలి ప్రిమేం దేవుని బిళ్ళారా ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ నెగ్లెక్ట్ చేయొద్దు ఫస్ట్ లేవటం మొట్టమొదటి సమయాన్ని దేవుడికి ఇవ్వాలి దేవునితో ప్రారంభించాలి నీ దినాన్ని ఓకే ఆయన పాడతాడు కదా ఆరంభించద యేసు నీతో ప్రతిదినం ఆస్వాది ఆస్వాదించద మాధుయం నిన్నే నిత్యం ఆరాధించేద నిన్నే నిత్యం హలేలుయ ఆరంభించేద యేసు అని అంటున్నాడు అంటే తన దినాన్ని దేవుడితోనే ఆరంభించాలి అయ్యా రాత్రంతా క్షేమంగా కాపాడారు మీ కొందనాలయ్యని దేవునికి థ్యాంక్స్ చెప్తూ దినాన్ని ప్రారంభించాలి దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి దేవుడికి సమయాన్ని ఇవ్వాలి మనం దేవుడితో ఎంత సమయం గడిపితే దేవుని విషయాలు అన్నీ మనకు తెలుస్తాయి మన పాపారం అంతా అంత తొలగిపోతుంది మన అవసరాలన్నీ తీర్చబడతాయి ఆటోమేటిక్గా ఇట్ విల్ కమ్ దేవుడు ఆయన సంకల్పం చొప్పున పిలువని ప్రతి వారికి కూడా సమస్తమును సమకూడి జరుగుతాయని అంటాడు దేవుడు ఇచ్చేవి అవి కంటికి కనపడు చెవికి ఉన్నప్పుడు హృదయానికి గోచరము కావు అంటున్నాడు కనుక ప్రార్థించే క్రైస్తుడు ఉండాలని అంటున్నాడు ప్రేమేం దేవుని బిళ్ళారు అదేవిధంగా రెండో పేద ఒకటో అధ్యాయము నాలుగో వచ్చిన నుండి చదువుదాం యా మహిమా గుణాతిశయములను బట్టి ఓకే ఇవి మీకు కలిగిన విస్తరించిన అవి మన ప్రభైన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయను అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ పూర్ణ జాగ్రత్త గలవారై ఉంటున్నాడు మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త అంటే ఏంటంటే పూర్ణ జాగ్రత్త అంటే ఏంది అర్థం చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితాలు అద్దం పట్టుకెళ్తూ ఉంటాం లేకపోతే మంచి గ్లాస్ పట్టుకెళ్తూ ఉంటాం ఇట్లా అది మెల్లిగా ఇట్లా వదిలేమనుకో పగిలిపోతాయి ఏదన్నా రేకుదో ఇనపదో వదిలేమనుకో పగలదో ఆత్మీయ జీవితంలో కూడా అంతే మన ఆత్మీయ జీవితాలని పాడు చేసుకోకూడదు జాగ్రత్తగా ఉండాలి ఆత్మీయ జీవితంలో మనం చాలా క్రమశిక్షణ కలిగిన క్రైస్తవుడిగా ఉండాలంటున్నాడు ఎట్లా ఉండాలంటాడు క్రమశిక్షణ అనేది ఉండాలి ఎందుకంటే దేవుడు ఆ మహిమ గుణాతిశయం బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించాడు ఎలాంటి వాగ్దానములు అవి అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలను దేవుడిచ్చాడు మనకి ఎంత గొప్ప భాగ్యం వాగ్దానం అంటే ఏంది ప్రామిస్ చేశాడు ఇదిగో నువ్వు నడుచు ప్రతి మార్గంలో నీకు తోడై ఉంటాను వాగ్దానం ఓకే నీకు సంబంధించిన ప్రతిదాన్ని నేను ఆశీర్వదిస్తాను నువ్వు ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతాన్ని నేను నీకు ఇస్తాను ఇవన్నీ వాగ్దానాలు నీవు పైవాడుగానే ఉండవు కానీ కిందివాడుగా ఉండవు రాజులు మిమ్మల్ని పోషించి తండ్రులుగా ఉంటారు రాజులు మీకు పాలిచ్చి దాదులుగా ఉంటా రాణులు మీకు పాలిచ్చి దాదులుగా ఉంటారు అధికారులు మీకు నమస్కారం చేస్తారు ఇవన్నీ కూడా వాగ్దానాలు దేవుడిచ్చిన అమూల్యమైనటువంటి వాగ్దానాల విషయంలో మరి మనం వాటిని పొందుకోవాలంటే చాలా జాగ్రత్తగా భక్తి కలిగి మనము జీవించాలి కదా పూర్ణ జాగ్రత్త అంటాడు అక్కడ చాలా మంచి విషయాలు విశ్వాసం ఉన్నందు సద్గుణం ఫస్ట్ మనకి ఏమి ఉండాలంటున్నాడు విశ్వాసం ఆ జాగ్రత్త విషయంలో విశ్వాసం ఉండాలంటున్నాడు తర్వాత విశ్వాసం ద్వారా సద్గుణం అంటే మంచి గుణం సద్గుణమునందు జ్ఞానం ఉండాలి జ్ఞానమునందు ఆశా నిగ్రహం ఉండాలి ఆశానిగ్రహం నిగ్రహమునందు సహనం ఉండాలి ఆశానిగ్రహం అంటే ఏంటి సెల్ఫ్ కంట్రోల్ ఏముండాలి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి మళ్ళీ మనం కంట్రోల్ చేసుకోవాలి పాపం విషయంలో ఆశా నందు సహనం ఉండాలంటున్నాడు ఏమండి సహనం పేషెన్స్ సహనం లేకపోతే భక్తి చేయలేం కుటుంబంలో సంసారం కొనసాగాలంటే సహనం చాలా ఇంపార్టెంట్ బాగా తాగొచ్చే భర్త ఉంటాడు కొట్టే భర్త ఉంటాడు చాలా ఇబ్బంది పెట్టే భర్త ఉంటాడు సహనం ఉండాలి స్త్రీకి ఓర్చుకోవాలి కదా కుటుంబం నడవాలంటే జ్ఞానం కలిగి ప్రవర్తించాలి అంటే ఆమెకి ఏముండాలి సహనం ఉండాలి పురుషుల్లో కూడా డ్యూటీకి వెళ్తూ ఉంటాం ఒకసారి చాలా ఇబ్బంది పెడతారు వాళ్ళు వీళ్ళు సహనం ఉండాలి పేషెన్స్ అంటాం ఏంటది సహనం ప్రియమైన దేవుని బిళ్ళారు సహనం అనేది ఉంటే మనం ఏదైనా సాధించ సహనం అనందు భక్తిని ఏంటది భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకునుడి అంటున్నాడు సహోదర ప్రేమ ఏంటంటే ఏంటి సహోదర ప్రేమ మన మన సహోదరులు మనము ప్రేమించాలి దయనమర్చుకున్నాడు ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభైనేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మను సోమరులైనను నిష్పల్లులైనను కాకుండా చేయను అంటున్నాడు ప్రేమేం దేవుని బిళ్ళారు అది సోమరులు నిష్పలులు నిష్ఫలం ఎవరికి వస్తుందంటే సోమరులకే వస్తుంది మీకు ఆల్రెడీ చెప్పాను lazy hands make a man poor but diligent hands brings wealth అంటే ఏంటి శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అగుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును సోమరిగా ఉండకూడదు అంటున్నాడు శ్రద్ధ కలిగి ఉండాలంటున్నాడు ప్రతి దాంట్లో చురుగ్గా ఉండాలి చురుగ్గా ఉండుట గొప్ప భాగ్యం అంటున్నాడు ప్రియమైన దేవుని బిళ్ళారు కాబట్టి ఒక ఒక క్రమశిక్షణ కలిగినటువంటి క్రైస్తవుడిగా ఉండాలనేది చెప్తున్నాడు రెండో తిమోతి రెండో అధ్యాయం పదిహేను వచ్చిన చూసినట్టే రెండో తిమోతి రెండు పదిహేను దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము ఏమన్నాడు దేవుని ఎదుటి యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్తగా జాగ్రత్త పడుము అని అంటున్నాడు ప్రేమేణ దేవుని పిల్లలు కదా సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలి అంటున్నాడు కదా వర్కింగ్ క్రిస్టియన్ ఏ దేవుని విషయంలో దేవుని పని విషయంలో చాలా శ్రద్ధగా ఉండాలి ఏ పని విషయంలోనే సరే మనం పని చేసే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి సోమరులు కూడా పరలోక రాజ్యం వెళ్ళరు తెలుసా మీకు సోమరువైన చెడ్డదాసుడా అంటాడు ఏమంటున్నాడు యేసుప్రభారు చిన్న తలాంతును పుడిపేసుకుంటున్నాడు వాడు భూమిలో పాత పెట్టేశాడు వాడి గురించి ఏమంటున్నాడు సోమరువైన చెడ్డదాసుడు అన్నాడు ఇచ్చిన తలాంతులను ఉపయోగించుకుంటే ఐదు తలాంతులు ఇస్తే ఐదుకు ఐదు సంపాదించుకున్నాడు రెండు తలాంస్తే రెండుకి రెండు నాలుగు సంపాదించాడు రెండు సంపాదించాడు ఎగస్ట్రా ఇంకా ప్రిలారా వారిని బలానమ్మకమైన మంచి దాసుడా నువ్వు అనేక వాటి మీద అధికారిగా ఉందని అప్రిషియేట్ చేశాడు ప్రభువారు ఓ పని చేసేటటువంటి ఓ పనిలో నిపుణత కలిగిన వాడుగా మనం ఉండాలి గలతీ రెండు ఇరవై వచ్చినాం నేను క్రీస్తుతో కూడా సిలువ సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించవాడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారి అందు అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను Hmm. ప్రియమైంది నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని అంటున్నాడు ఇక్కడ అంటే క్రీస్తు కలిగి ఉంటే ఒక మంచి శ్రేష్టమైన క్రైస్తవుడుగాను ఉంటావు నీ భారం ఆ మీద మా భక్తి చెయ్యి అది వెరీ గుడ్ ఎవరి భారం వారు భరించాలి ఏమంటున్నాడు ఇక్కడ శ్రేష్టమైన క్రైస్తవుడిగా ఉండాలంటే శాస్త్రమైన క్రైస్తవుడు ఎప్పుడు వస్తాడు తను తాను ఎప్పుడు తగ్గించుకుంటాడు వాడే నిజమైన క్రైస్తవుడు తను తను తగ్గించుకున్నప్పుడు తన దృష్టికి హెచ్చింపబడతాడు తను తను తగ్గించుకుంటే ఖచ్చితంగా వాడిని దేవుడు ఏం చేస్తాడు హెచ్చిస్తాడు కాబట్టి తగ్గించుకోవాలి మనం ఓకే ఎక్సలెంట్ క్రైస్తవుడు అంటే ఎట్లా ఉండాలి శ్రేష్టమైన క్రైస్తవుడు అంటాం శ్రేష్టమైన క్రైస్తవుడు అంటే ఏంది ఎవరికి వారు తగ్గించుకుంటారో తగ్గించుకుని పూర్తిగా క్రీస్తుకి అవకాశం ఇవ్వాలి మనం అక్కడ పౌలు అంటున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను అంటున్నాడు అంటే అర్థమైంది క్రీస్తు మానవులందరి కోసం మరణించాడు కదా నేను కూడా ఆ మరణంలో సమాన అనుభవం కలిగిన వాడు అంటున్నాడు ఆ క్రమంలో ఇక జీవించేవాడును నేను కాదు క్రీస్తే నా ఎందు జీవిస్తున్నాడు అని అంటున్నాడు కాబట్టి ప్రిమేం దేవుని బిళ్ళారా క్రీస్తు మన ఎందు జీవిస్తున్నప్పుడు మనదేమి లేదు ఇక ప్రసాద్ ఉన్నాడు ప్రసాద్ ఏసై నమ్ముకున్నాడు ప్రసాద్ ఏమి లేదు ప్రసాద్ నీ గురించి నువ్వు ఆలోచించవద్దు నీలో ఎవరున్నారు క్రీస్తే నీ గురించి క్రీస్తు ఆలోచిస్తాడు క్రీస్తులాగే నడవాలి క్రీస్తులాగే జీవించాలి క్రీస్తులాగే బ్రతకాలి క్రీస్తులాగే ఉండాలి అంటే నీలో ఎవరున్నారు క్రీస్తున్నాడు నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావు ఇక జీవించేవాడు నువ్వు కాదు క్రీస్తే నీ ఎందు జీవించున్నాడు కాబట్టి అది క్రీస్తే నా ఎందు జీవించున్నాడు అని అంటున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిళ్ళారా ఎక్కువగా మనలోకి ఉండేటువంటి స్వభావం ఏంటంటే ఏదైనా కార్యం చేస్తే నేనే ఇది చేశానంటాం ఏమంటాం నా ద్వారానే జరిగింది నేనే చేశానంటాం నేను ఐ అనేది తీసివేయాలి ఏం చేయాలి ఐ అనే అక్షరాన్ని తీసేయాలి ఐ బోధులు ఏముండాలి అక్కడ జీజస్ ఉండాలి <laughs> ఐ బోధులు ఏముండాలి జీజస్ నేను నేను ఈరోజుకి ఒకరికి సహాయం చేశాను ఏసయ్య సహాయం చేశాడు అంతే ఎవరు సహాయం చేశారు ఎసయ్య నీకు సహాయం చేశాడమ్మా ఎసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు మనం సడన్గా ఏదైనా హెల్ప్ చేసాం ఎవరన్నా సడన్గా వెళ్ళాం అక్కడ హెల్ప్ చేసాం అక్కడ దేవుడు మనల్ని వాడుకున్నాడు కానీ అక్కడ చేసింది కార్యం దేవుడే ఒక మంచి ఎక్సలెంట్ క్రిస్టియన్గా మనం ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు రోమా ఆరు పదమూడు మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవ్ సజీవుల మనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి hmm. మీ అవయవములను నీతి సాధకములుగా దేవునికి అప్పగించుడి ఎస్ వెరీ గుడ్ ఇక్కడ ఏముంది ప్రియమైన దేవుని ఆరు పదమూడులో మీకు మీరే దేవునికి అప్పగించుకోవాలి ఏం చేయాలి submit ourselves everything to the Lord దేవునికి మనమంతా కూడా అప్పగించేసుకోవాలి మన శరీరాన్ని దేవునికి అప్పగించుకోవాలి ఏం చేయాలి దేవునికి మన శరీరం మన నోరుని దేవుడికి అప్పగించాలి మన చేతులు మన కాళ్ళు మన అవయవాలు ప్రతిది కూడా నీతి సాధనములుగా వాడబడాలి దేవునికి స్తోత్రం హాలేలుయ్య ఏం చేయాలి ప్రేమేం దేవుని బిడ్డారా నీతి సాధనములుగా మన శరీరాన్ని అవయవాలను మనం మలుచుకోవాలి అంతకుముందు ఈ చేతులతో చెడ్డ పనులు చేశాం మన నోరుతో చెడ్డగా మాట్లాడాం చెడ్డ బ్రతుకులు బ్రతికాం ఇప్పుడు నీతికి సాధనములుగా మన ప్రతి అవయవాన్ని దేవుని కొరకు వాడాలి అర్థమవుతుందా దేవుని సేవ చేయాలి నువ్వు శరీరం కలిగి ఉన్నావు ఇప్పుడు చేసేది ఏ క్రియ అయినా శరీరం ద్వారానే చేయాలి ఆత్మ ప్రేరేపించిన ప్రేరేపించినా చేయాల్సింది ఏంటి మన శరీరమే చేయాలి ఏ కార్యమైనా సరే అర్థమవుతుందా మన శరీరంతోనే ఏది చేసినా మనం చేయాలి అంతే కాబట్టి ప్రేమేం దేవుని బిడ్డారా మరి మనం అప్పగించుకునే క్రైస్తవుడిగా ఉండాలి దేవునికి సబ్మిట్ ఎవ్రీథింగ్ మన జీవితాలను సంపూర్ణంగా దేవుని కొరకు సమర్పించుకోవాలి అంతకనే రోమాలో చెప్తాడు కదా పన్నెండో అధ్యాయంలో సహోదరులారా సజీవును పరిశుద్ధమును సజీవునైన దేవునికి అనుకూలమైన సజీవ పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరముల ఆయనకు సమర్ ఎస్ బే దేవుని వాత్సల్యను బట్టి మిమ్మల్ని బతిమాలుచున్నాను అంటున్నాడు సజీవును అనుకూలమున అయ్యున్న అనుకూలంగా పరిశుద్ధమును సజీవ యాగముగా అంటున్నాడు మనం అప్పగించేసుకోవాలి మన దేహాలను మన శరీరాన్ని దేవుని యొక్క పరిచర్య కోసం అప్పుడే దేవుడు మనల్ని ఎప్పుడైతే ఆయనకి పూర్తిగా మన అవయవాలు మన జీవితాన్ని సబ్మిట్ చేసుకుంటామో ఆయనకి ఆయన వాడుకుంటాడు అర్థమవుతుందా దేవుడు వాడుకునే సాధనముగా మనం అందుబాటులో ఉండాలి వీఆర్ అవైలబుల్ టు ఆల్ అందుబాటులో ఉండే క్రైస్తవుడిగా కూడా మనము అవైలబుల్ అవైలబుల్ అంటే ఏంటి అందుబాటులో అని అవైలబుల్ అంటే ఏంటి hmm. ఇక్కడ ఈ అమ్మాయి ఉంది అమ్మ పోయి ఆ చైర్ తీసుకురా అని ఇక్కడున్న అమ్మాయిని చెప్తాను ఎక్స్ రోడ్లో ఉన్న అమ్మాయికి ఏం చెప్తాను చైర్ తీసుకురామని ఎవరు చెప్తాను ఇక్కడ దగ్గరలో ఉండే అమ్మాయి చెప్తా అట్లాగే ప్రార్థనకు వచ్చే మీకు సంఘ కాపురి ఏం చేస్తాడు ఉన్న వాళ్ళు వాడుకుంటాడు ఎక్కడో ఉన్న వాళ్ళు మమ్మల్ని పిలవలేదు మేమంటే లెక్కలేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదంటే కాదు కదా ఇక్కడ ఉంటే వాడబడతారు వి సబ్మిట్ దేవుని సన్నిధిలో ఉంటే సేవకుడికి అనుకూలంగా ఉంటే అప్పుడు వాడుకుంటాడు దేవుడు వాడుకుంటాడు ఏదైనా చెప్పాలి బాధ్యతలు అప్పగించాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన డ్యూటీకి మీరు డ్యూటీకి వెళ్తారు డ్యూటీకి వెళ్ళినప్పుడు డ్యూటీలో ఉన్నవాడిని వాడుకుంటాడు డ్యూటీ బయట డ్యూటీకి రానుండి వాడుకుంటాడా సూపర్వైజరు డ్యూటీలోకి వచ్చినోడే వాడుకుంటాడు అయ్యా అది చెప్పు ఆ మిషన్ శుభ్రం చేయి లేకపోతే అది చేయి చేయి అని అంటాడు అట్లాగే మనం అవైలబుల్గా ఉండాలి అందుబాటులో ఉండాలి కాబట్టి మనకు మనం దేవుడికి మనం సమర్పించేసుకున్నాం అనుకో దేవుడు మనల్ని వాడుకుంటాడు అది కాబట్టి ఈ రీతిగా ఒక క్రైస్తవుడిగా ఉండాల్సిన పనులు చేయాల్సిన పనులు ఉండాల్సిన లక్షణాలన్నీ మనం కొన్ని చూసుకున్నాం కాబట్టి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ఇక మరి క్రైస్తవుడు ఉండాల్సిన లక్షణాలు చేయవలసిన బాధ్యతలు ఇవన్నీ కూడా మేము కొన్ని చూసుకున్నాం ఏ విధంగా ఉండాలి క్రైస్తవుడు అనేవాడు అనేది మేము చూసుకున్నాం ప్రభా కాబట్టి మాకు మేము వారిగా ప్రభా చేయండి ఒక మంచి జయించే క్రైస్తవుడిగా ఉండటానికి కృప చూపించండి తండ్రి అదేవిధంగా ఇతరులకి సహాయం చేసే క్రైస్తవుడు ఉండటానికి సహాయం చేయండి మా అవయవాలన్నింటిని మీకు అప్పగించుకునేవారుగా చేయండి ప్రిబిడ్డలందరిని కూడా మీరే దీవించండి వారి హృదయాలతో మీరు మాట్లాడే హృదయంతో సంధించండి ప్రతి వాక్యము ఫలింపు చేయబడాలి ప్రవ్వా సహాయం చేయండి ఈ వాక్యం ద్వారా అనేక విషయాలు మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ బలపరచమనేసి పరిశుద్ధనం అడిగి పెట్టుకుని ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం హాలేలుయ్యా